మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం మనము ఈరోజు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ముఖ్యమైన కొన్ని దేశాల గురించి చర్చించుకుందాం అయితే ప్రపంచంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ ఉన్నారు కానీ ఏ దేశం ఎంత డెవలప్ అవుతూ ఉన్నా కానీ మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో ప్రతి దేశము కూడా వెనకంజు వేసిందని మనం చెప్పుకోవచ్చు అయితే మహిళలు కూడా పురుషులతో సమానము అనే భావనతో ఓటు హక్కు కల్పించిన కొన్ని దేశాల గురించి ఈ రోజుము మనం ప్రస్తావించుకుందాము అయితే మహిళలకు ఓటు హక్కు కల్పించడం కోసం చాలా దేశాలు వెనకంజు వేశాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఫ్రాన్స్ దేశానికి స్వతంత్రం వచ్చినా కానీ వాళ్ళకి ఎప్పుడు ఓటు హక్కు వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం వరకు కూడా మహిళలకు ఓటు హక్కు వచ్చిన దాఖలాలు లేవనే విషయాన్ని మీరు గ్రహించాలి అంటే అన్నిట్లో మనం సమానం సమానం అని చెప్తూ ఉన్నాం కానీ మహిళలకు ఓటు కల్పించడం కోసం అనేక దేశాలు వెనకంజు వేశాయనే విషయాన్ని మీరు గమనించాలి అందుకే ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది బిట్టు మహిళలకు ఓటు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటి మహిళలకు ఓటు కల్పించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం ఏంది అంటే మొట్టమొదటి పెద్ద దేశం ఏంది మహిళలకు ఏ సంవత్సరంలో ఇండియా ఓటు కల్పించింది ఇలాంటి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చెప్పుకోయే ముఖ్యమైన అంశం ఏమిటంటే మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశాలలో ముఖ్యమైన వాటిని కొన్నిటి తెలుసుకుందాం చూడండి మరి మొట్టమొదటి మనం ఏం తెలుసుకోవాలంటే మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్ న్యూజిలాండ్ అనే దేశము మొట్టమొదటిసారిగా మహిళలకు ఏం కల్పించింది ఓటు హక్కు అనేటువంటిది కల్పించింది ఏ సంవత్సరంలో ఓటు హక్కు కల్పించిందంటే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన విషయాన్ని మీరు గమనించాలి పద్దెనిమిది వందల తొంభై మూడు అంటేనే భారతదేశంలో ఒక విషయం మీకు గుర్తు రావాలా స్వామి వివేకానంద చికాగో సమావేశానికి కూడా ఎప్పుడు పోయాడంటే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలోనే అమెరికాకి ఆ చికాగో సమావేశానికి పోయారనే విషయాన్ని మీరు గమనించాలి అంటే లింకప్ చేసుకో చేసుకోండి మహిళలకు ఓటు కల్పించినప్పుడే వివేకానందుడు కూడా అమెరికాలోని చికాగో సమావేశానికి పోయాడని చెప్పి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మొట్టమొదట మహిళలకు ఓటు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్ ఎప్పుడు ఓటు హక్కు కల్పించింది పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు కల్పించండి ఒక్కసారి ఇక్కడ చూడండి అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏదయ్యా అంటే న్యూజిలాండ్ న్యూజిలాండ్ అనేటువంటిది మొట్టమొదట మహిళలకు ఓటు హక్కు కల్పించిన విషయాన్ని మీరు గమనించాలి ఏ సంవత్సరంలో కల్పించారు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్ అనే విషయాన్ని మీరు గమనించాలా నెక్స్ట్ మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఇంకో దేశం ఏమిటంటే USSR Union of Soviet Socialist Republic అంటారు Union of Soviet Socialist Republic అంటారు ఈ యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు ఏర్పాటైందంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు అంటే అన్ని రష్యాలో ఉన్న కొన్ని ప్రదేశాలు కలిపి ఏమంటారంటే యుఎస్ఎస్ఆర్ అంటారు అంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాలో భాగం అనే విషయాన్ని మీరు గమనించాలా ఓకేనా ఈ యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు కల్పించింది అంటే పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో రష్యా విప్లవం అనేటువంటిది ఒకటి వచ్చేస్తుంది అనమాట ఆ రష్యా విప్లవం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏం చేసిందంటే సార్వజనీన సార్వజనీన అంటే అర్థం ఏంటంటే అందరికీ అందరికీ ఓటు హక్కు కల్పించిన పెద్ద దేశం ఏమిటంటే యుఎస్ఎస్ఆర్ ఓకేనా ఫ్రెండ్స్ యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది ఓటుకు కల్పించింది ఆ ఓటుకు కల్పించినట్లు పెద్ద దేశం ఏమిటంటే యుఎస్ఎస్ఆర్ మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్ అనే విషయాన్ని గమనించాలా అయితే యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాలు ఏర్పాటైంది ఇది ఎప్పుడు విచ్ఛిన్నం అవుతుందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ఈ యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుందనే విషయాన్ని గమనించాలి అంటే దీన్ని మనం ఏ విధంగా అన్నాడానికి అవకాశం ఉంటుంది రష్యా ఏమిటది రష్యా ఈ రష్యా ఎప్పుడు అందరికీ సార్వ అంటే ఓటు కల్పించిందంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో రష్యా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చింది ఆ విప్లవం అయిపోతానే ఓటు కల్పించిన పెద్ద దేశం ఏమిటంటే రష్యా పెద్ద దేశం ఏమిటి రష్యా ఇది ఫ్రెండ్స్ రష్యా గురించి నెక్స్ట్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశం కూడా మహిళలందరికీ ఓటు కల్పించింది ఎప్పుడు కల్పించింది మొత్తానికి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం చాలా డెవలప్ అయింది అనేక దేశాలను పరిపాలించిన దేశం ఏమిటంటే ఇంగ్లాండ్ దేశం అయినా కానీ ఆ దేశంలో మహిళలకి అనేటువంటిది ఓటు హక్కు ఎప్పుడు కల్పించాల అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ఓటు హక్కు కోసం ఒక సంఘంగా ఏర్పాటయ్యారు ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు పోరాడుతూ పోరాడుతూ ఉంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో కొంతమందికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు మహిళలకి ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో కొంతమందికి పంతొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది అంటే మీకు గుర్తు రావాల్సింది మొదటి మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది పద్నాలుగులో స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో ఫస్ట్ వార్ అనేటువంటిది ముగుస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలా అంటే ఆ వారు స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు ఆ వారు ఎండ్ అయిన తర్వాత వాళ్ళకి ఓటు ఇచ్చారనే విషయాన్ని మీరు గమనించాల అయితే ఇంగ్లాండ్ దేశంలో అందరికీ ఎప్పుడు ఓటు హక్కు కల్పించారంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మహిళలందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు అప్పటి నుంచి పురుషులు స్త్రీలు మద్దరు కూడా సమానమనే భావన ఇంగ్లాండ్ దేశంలో వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి పంతొమ్మిది వందల పద్నాలుగు సంస్థ ఏర్పాటు చేసుకున్నారు పద్దెనిమిదిలో కొంతమందికి ఇచ్చారు ఇరవై ఎనిమిదిలో ఇంగ్లాండ్లో అందరికీ ఓటు హక్కు అనేటువంటిది ఇచ్చారనే విషయాన్ని మీరు గమనించాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మహిళలకు మహిళలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మన మనకు రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ టాపిక్ను ఎంచుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అమెరికా అంటే ఒక అతి సంపన్నమైన దేశము అమెరికాలో తీసుకున్నా కానీ అమెరికాలో కూడా పురుషులతో పాటు స్త్రీలకు సమానమనే భావన లేదనే విషయాన్ని మీరు గమనించాలా వాళ్ళకి ఎప్పుడు అంటే అక్కడ నల్లజాతి వాళ్ళు శ్వేతజాతి వాళ్ళు అని చెప్పి ఇద్దరు రెండు రకాలు ఉంటారు శ్వేతజాతి మహిళలకు కూడా ఎప్పుడు ఓటు కూర్చుందంటే కొంత ఇరవై సంవత్సరాలు మాత్రం ఓటు ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అమెరికాలో ఏ జాతి మహిళలకు ఓటు హక్కు లభించింది శ్వేత జాతి మహిళలకు ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించాల అయితే లాస్ట్కి ఎప్పుడు వచ్చిందంటే నల్ల జాతి వాళ్ళని అక్కడ ఎక్కువగా వేరు చేస్తూ ఉంటారు అంటే బస్సు ఎక్కేది నిషేధిస్తూ ఉంటారు వాళ్ళ స్కూల్ని చేర్పించుకోరు ఇలాంటి ఎన్నో చేస్తూ ఉన్నారు అయితే అమెరికాలో ఎవరే అంటే బాగా పోరాటం చేసిన వ్యక్తి Martin Luther King Junior Martin Luther King అనమాట అంటే అతను గాంధీ శిష్యుడిగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆయన ఒక గ్రంథం కూడా రాశాడు నాకు ఒక కళ ఉంది నాకు ఒక కళ అనే గ్రంథాన్ని కూడా అంటే ఒక అంశం రాయడం జరిగింది అంటే నల్ల జాతుల మీద పోరాటం చేశారు వాళ్ళకు కూడా ఎప్పుడు ఓటు కూర్చుందంటే అమెరికా లాస్ట్కి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో నల్లజాతి వాళ్ళకు కూడా అమెరికాలో ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించారు చూడండి శ్వేత జాతీయుల వరకు ఎప్పుడో తొమ్మిది వందల ఇరవైలో ఇస్తే ఇలా వచ్చేసరికి ఎంత లేట్ అయిందో అంటే మహిళలు చిన్న చూపు చూస్తారనే దానికి ఇది ఒక సంకేతంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకేనా శ్వేత జాతి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది ఇరవైలో నల్ల జాతి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది అరవై సంవత్సరంలో మహిళలకు ఓటు ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించాలా ఇంకా నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మహిళలకు ఓటకు ఇప్పుడు ఎప్పుడు లభించిందంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మహిళలకు ఓటు కల్పించిన దేశం ఏమిటంటే ఆస్ట్రేలియా దేశం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిన్లాండ్ ఫిన్లాండ్ దేశము మహిళలకు ఎప్పుడు ఓటకు కల్పించిందంటే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటకు కల్పించిన విషయాన్ని మీరు గమనించాలి ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఒకసారి బాగా అవగాహన చేసుకోండి ఏ బిట్ కానీ మీరు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఐస్లాండ్ డెన్మార్క్ ఈ రెండు దేశాలు ఐస్లాండ్ డెన్మార్క్ ఈ రెండు దేశాలు మహిళలకు ఎప్పుడు ఓటు హక్కు కల్పించంటే పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కును కల్పించాయి ఏమేమి దేశాలు ఐస్లాండ్ మరియు ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ మరియు డెన్మార్క్ అనే దేశాలు ఏ సంవత్సరంలో ఇచ్చాయంటే పంతొమ్మిది పదిహేనో సంవత్సరంలో నెక్స్ట్ పోలాండ్ పోలాండ్ అంటారు పోలాండ్ అంటారు పోలాండ్ పోలెండు మరియు జర్మనీ దేశాలు ఎప్పుడు ఓటక్కును కల్పించాయంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోతానే ఈ రెండు దేశాలు మహిళలకు ఓటక్కును కల్పించాయి జర్మనీ మరియు పోలెండ్ అనే దేశాలు ఎప్పుడు ఓటక్కును కల్పించాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఓటక్కును కల్పించారనే విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా నెక్స్ట్ ఇటలీ రెండో ప్రపంచ యుద్ధం అయిపోతానే ఇటలీ దేశం ఎప్పుడు ఓటు హక్కును కల్పించింది అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో మహిళలందరూ కూడా ఓటు హక్కును కల్పించారు అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇది రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోతుంది ఓడిపోయిన తర్వాత అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఎవరు అక్కడ రాజు ముస్సోలిని ముస్సోలిని అతను చంపేస్తారనమాట అతను ఉరేసుకుంటాడు మొత్తం అప్పుడు వాళ్ళకి ఓటు హక్కు అనేటువంటిది ఎప్పుడు లభించిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఓకేనా నెక్స్ట్ ఫ్రాన్స్కి ఎప్పుడు ఓటు హక్కు లభించిందంటే పంతొమ్మిది నలభై ఆరో సంవత్సరంలో ఓటు హక్కు లభించింది ఫ్రెంచి విప్లవం అయిపోయిన తర్వాత పురుషులందరికీ ఎక్కువ ఆధిక్యతనిచ్చారు కానీ అప్పటి నుంచే పోరాడుతున్నారు మహిళలందరూ కూడా మాకు ఓటు ఇవ్వండి మాకు మీతో పాటు సమాన హక్కులు ఇవ్వండి అని చెప్పి చెప్పినా కానీ ఎవరు కూడా లెక్క చేయాల లాస్ట్ ఎప్పుడు లభించింది వాళ్ళకి ఓటు హక్కు పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం వరకు వాళ్ళకి ఓటు హక్కు అనేటువంటిది లభించలే చూడండి దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఏమని మహిళలు అనేటువంటి వాళ్ళు పురుషులు చిన్న చూపు చూశారనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలా లాస్ట్కి ఎప్పుడు వచ్చింది ఫ్రాన్స్కి పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించాలా కదా ఇంకా నెక్స్ట్ మన ఇండియా తీసుకున్నట్టయితే ఇండియా ఎప్పుడు ఓటకు లభించిందంటే కొంత యాభై సంవత్సరాలనే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు మన ఆ భారత రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి భారతదేశానికి రాజ్యాంగం వచ్చినప్పుడే ఓటు హక్కు మహిళలకు కల్పించారనే విషయాన్ని మీరు గమనించాలి చూడండి దీన్ని బట్టి చూడండి అన్ని దేశాలతో పోలిస్తే మన దేశమే ముందుందన్నమాట అంటే స్వాతంత్రం రావడం లేట్ అయినా కానీ వచ్చిన వెంటనే ఓటు హక్కు కల్పించిన దేశం ఏమిటంటే మన భారతదేశం అనే విషయాన్ని మీరు గమనించాలా ఇంకా లాస్ట్ పనులు ఇటీవల కాలంలో లాస్ట్ ఓటు హక్కు స్త్రీలకు ఇచ్చిన దేశం ఏమిటంటే స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ దేశం అనేటువంటిది ఎప్పుడు ఓటు హక్కును కల్పించారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఓటు హక్కును కల్పించారనమాట ఓకేనా లాస్ట్ ఫైనల్ ఇటీవల కాలంలో చూడండి అప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి వస్తున్నా కానీ మొన్ననే ఇచ్చారు ఈ మధ్య పంతొమ్మిది వందల సంవత్సరంలో దీన్ని బట్టి అంటే పురుషులకు ఎక్కువ ఆధిక్యత ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఈ మహిళలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు మీరు తెలుసుకోవాలి ఈ ఓటర్కి ఎప్పుడు లభించిందో ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి దీని మీద మీ దృష్టిని కేంద్రీకరించండి ఒక ఐదు నిమిషాలుగా చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఓటు ఏ దేశం సంబంధించి ఇచ్చినా కానీ మన ఆ బిట్టు పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఈ బిట్టును చూసుకోండి తీసుకోండి ఖచ్చితంగా మీరు బిట్కి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట స్విట్జర్లాండ్ పొందాల డెబ్బై ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కానీ అంటే ఈ ఒక్కసారి చూడండి మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ